ఓం శ్రీ మమ్మ కొటగ్రీ నమ యాదీది సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తే నమస్తే నమస్తే నమో నమ ఏ కొజ్జ కేసీఆర్ మీ కారు ఎస్యూవి యాక్సిడెంట్లు ఉన్నాయి జాంగీర్ టాటా రాహుల్ గాంధీ గారు ట్రక్ ఉంది mining mafia truck Om Birla గడు బస్సు ఉంది మూడు గుద్దుకున్నాయండ పన్నెండు రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ మోదీ లంచ్ కొడుకు ముండా కొడుక లంచ్ కొడుక rupees twelve rupees insurance policy broken bones మా ఫాదర్ న్యూక్లియర్ ఎలిప్లేన్ డేట్ చూసుకో okay fourteen seven twenty twenty two live okay ఇది కూడా fourteen okay 7 20 22 so what do time punishments with creditable revenge pay my sin place the harm Krishna Advani huh? Such a case here, Hmm? my birth, Om Birla is saying, my aluminum mining master bus, my bus, dot in this is Modi candidate. So, same Shayman, Turkamunda Kodukula, Dopudi, Dahana, kanda and the bloody people who take uh, cash for vote scams, huh? Kodja KCR, Nara Chandrababu Naidu, their 12 people have broken bones. Okay? So this is real time punishments RTP hyphen CR minus CR. Okay. Real time punishments. Okay. With uh, criminal revenge. Okay. So shame on Turkamunda Kodukula, Dopudi, Dahana, Kabja Kanda, where are my 500 crores white money of Mayavati? Huh? She looks like sister of oh, Professor Sora Kodu. Huh? Om Shri Kota green नम फाइट फॉर फ्रीडम ऑफ ममकोटा ग्रीन